చలాగ్ని బా ఎండలు మండిపోతున్నాయరా అవునరా అంతా ఎండిపోతుంది ఎంత నీళ్లు తాగినా ఆవిరైపోతుంది ఈడేడి రే సర్వం ఏంటి సర్వాడా ఒరే అంజి ఈ చెన్నయ్యుడు చలికాలంలో చొక్క ఇప్పు తిరుగుతాడు మండు చలికాచుకుంటున్నాడేంట్రా చెత్తంతా ఏరి నేనే తగలబెట్టమన్నాను అంటే తూచా తప్పకుండా ఆడినాడు తగిలెట్టేసుకుంటున్నాడేంట్రా చెప్పండి సార్ వాడా అరే వెళ్ళి వాటర్ బాటిల్ తీసురా అరే ఇది చదివేవా గండిపేట చెరువులో నీటి మట్టం తగ్గుముఖం ఇక మీద నగరంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుందని వాటర్ బోర్డు వారు ప్రకటించారు ఇక నీటి రామాయణం మొదలైందిరా అవునరా మనం చాలా జాగ్రత్త పడాలి లేకపోతే కొంపదహనం తప్పదు ఏంట్రా ఇది నేను నీకు చెప్పింది వాటర్ బాటిల్ తెమ్మని నేను సైతం వాటర్ బాటిలే తెచ్చాను సార్ అంటే నీ ఉద్దేశంలో నువ్వే తప్పు చేయలేదంటావు ఒరే అలా కాదురా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఆటో తీసుకురమ్మన్నాను అనుకో ఖాళీ ఆటోనే తీసుకొస్తావా అయితే గిరాకీ నింపి తీసుకురావాలా సార్ వాడు ఈ ఉపమానం కరెక్ట్గా అనిపించట్లేదే అలా కాదురా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక పుచ్చకాయ తీసుకురమ్మన్నాను అనుకో ఒట్టి కాయ తీసుకొస్తావా పుచ్చ లేకుండా పుచ్చైంది సార్ వాడు చిచి ఇలా అడిగానేంటి ఒరే ఒరే ఒరే నీ సాలిగ్రా మొహం చూసి సరైన ఉపమానం ఒక్కటి కూడా రావట్లేదురా నాకు వెయిట్ నీ వెయిటర్ భాషలో అడుగుతా సపోజ్ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురమ్మన్నాను అనుకో ఏమేమి తీసుకొస్తావు ఓ ప్లేట్లో రెండు ఇడ్లీ రెండు చట్నీ ఒక సాంబార్ ఓ ప్లేట్ ఇడ్లీ అడిగితే అన్ని ఐటమ్స్ వేసుకొస్తావు గానీ హాయిగా లింగులు ఇటుకుమంటూ ఖాళీ ప్లేట్ ఊపుకొని రావుగా వస్తా ఆ? ఒక ఇడ్లీ ప్లేట్ అడిగితే ఎంటీ ప్లేట్ తెస్తా ఒరే ఒరే నువ్వు మనిషివా సర్వంవా నీకిదేం పైచేవరా అంతే సార్ వాడు ఓ కప్పు కాఫీ అంటే కప్పులో ఫుల్గా కాఫీ తెస్తా కాఫీ కప్ అంటే ఖాళీ కప్పిస్తావు ఓహో ఇప్పటికి అర్థమైందిరా నీ లాజిక్ నాకు అంటే నేను వాటర్ తాగాలనుకుంటే వాటర్ బాటిల్ అని అడగకూడదనమాట బాటిల్ వాటర్ అనాలి రొంబ కరెక్ట్ సార్ వాడు ఒక బాటిల్ వాటర్ తగలెట్టినైనా లేదు సార్ వాడు ఏంటి లేదా లేవా మొన్న పట్టి నీళ్లు అయిపోయింది ఇవాళ ఇంకా రాలేవు ఈ ముక్క నాకు నువ్వు ముందే చెప్పి చచ్చుంటే అనవసరంగా ఈ ఎండలో నేను సోషొచ్చేలా వాగి నా దాహాన్ని ఇంకా పెంచుకునేవాడిని కాదు కదరా సార్ వాడు మ్యాటర్ అండ్ వాటర్ ప్రాబ్లం అంటే ఆల్టర్నేట్ డేస్ అని పేపర్లో ఇవాళ వచ్చిన ఆచరణ మొన్న నుంచేనా ఆమా Sunday Tuesday Thursday water days సాటర్డేసా కాదు వాటర్ డేస్ అది సైతం ఉదయం అంజింటికి అంజు నిమిషాలు మరి నా ఇంటికి అబ్బా అంజు నెంబర్ సార్ వాడు నేము కాదు సాయంత్రం ఆరు మణికి ఆరు నిమిషాలే వచ్చును అమృత ఘడియలు హే అంటే నీరే బంగారమాయే ఒరేయ్ ఒక్కో డ్రాప్ ఒక్కో డాలర్లా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా వాడాలరా బాబు టీ పట్రా ఒక గ్లాస్ మంచినీళ్ళు పెట్టరా మీ ముందే ఉన్నాయి ఎక్కడా ఇక్కడ ఏయ్ ప్రొపరేటర్ హాయ్ ఏంటి సార్ తాగడానికి నీళ్ళు అడిగితే ఇవే ఇచ్చేది ఓ సారీ వాటర్ ప్రాబ్లం కదా సార్ అందుకే టీతో అయితే ఇంత ఇస్తాం టిఫిన్ అయితే పెద్ద గ్లాస్ తెస్తాం పెద్ద గ్లాసా <laughs> అదిగో నీళ్ళు వచ్చేసాయి టిఫిన్ ఏం చెప్పమంటారు సార్ తమ్ముడు ఒక కాఫీ చెప్పు <laughs> హలో ఇది అమృత విలాస్ అమృత్ మౌత్ వాష్ కాదు కేవలం కాఫీ ఆర్డర్ ఇచ్చేసి ఏకంగా కాలకృత్యాలు తీర్చేసుకుందాం అనుకున్నావా ఇంకా నయం స్నానం చేయడానికి కూడా తయారయ్యో కాదు ఓయ్ నాకు కోపంతో నొరగలు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏడు వీడు ఏడు సార్ వాడు కాఫీ కస్టమరా వాడు కస్టమర్ కాదు బేదర్ ఎక్కడి నుంచి తయారవుతారు అబ్బా అక్కడ మగ్ స్టాండింగ్ అయితే నువ్వు ఈ ట్యాప్ టర్నింగ్ ఎందుకు స్వామి ఈ కొళాయిలు నీళ్లు ఇవ్వకపోగా మనుషులు కంప్లైంట్ చేస్తున్నాయంట బాబు దీనికి ఏదో ఒకటి ఏర్పాటు చేయి సరే సార్ వాడు వాటర్ ట్యాప్ కి వాటర్ కనెక్షన్ కట్ ఆ, అంజీ ఆ వాటర్ ట్యాంకర్ వచ్చిందరా అందివే నిన్న ఇదే మాట అన్నావు మొన్న ఇదే మాట అన్నావు వారం రోజుల నుంచి బుక్ చేసిన దగ్గర నుంచి అదే మాట అంటున్నాడు ఆడు ఏంట్రా ఏమైనా గంగోత్రి నుంచి తీసుకొస్తున్నాడా ఇప్పటికి నేను స్నానం చేసి ఐదు రోజులైంది ఇక నా వల్ల కాదు అర్జెంటుగా స్నానం చేయాలి గోకులకు చేస్తున్నాను ఆ గడ ఎక్కడా సోడా తెమ్మని పంపించాను రా వచ్చేస్తాడు ఒరే గ్యాస్ లేకపోతే తిరిగి ఇచ్చేస్తానని చెప్పావా డోంట్ వర్రీ ఫుల్గా ఉందంట సార్ వాడు సౌండ్ బానే ఉంది గ్యాస్ ఫుల్ వాటరే ఇల్లు ఏంట్రా ఈ సెంటర్లో నాతోనే కామెడీ చేస్తాడా లేదు సార్ వాడు స్టేట్లోనే వాటర్ ట్రాజిడీ వాడి గ్యాస్ వాడికి ఇచ్చేసి నా క్యాష్ నాకు పట్రా ఆగు అలాగే క్యాష్ తీసుకెళ్ళి నాకు ఓన్లీ వాటర్ నో గ్యాస్ బాటిల్లోనా కాదు వాటర్ బకెట్ ఆగురా రే వాటర్ బకెట్ కాదు బకెట్ ఆఫ్ వాటర్ బకెట్లలో ఎక్కడ అమ్ముతారు అరే రే ఏదో ఒక ఇంట్లో బోర్వెల్ ఉంటుందిరా ఫుల్ బీర్ కొట్టే వాచ్మ్యాన్ ఎవడైనా ఉంటే చూసి వాడికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి పట్టరా నష్టపెట్టకరా వెళ్ళి ఇక్కడి నుంచి అవును వారం రోజుల నుంచి నువ్వు కూడా స్నానం చేయట్లేదు కదరా మరి నువ్వు గోకొట్లేదేంటి ఎవ్రీడే చేస్తా నాకు రాని నీళ్లు నీకెక్కడివిరా రోజు మినపప్పు నానబెట్టి నీళ్లు వేస్ట్ అవుతాయని మరి శాంత శనగపప్పు నానబెట్టిన నీళ్లు శనగపప్పు నానబెట్టి నీళ్ళ హురే ఇది ప్రకృతి వైద్యంలో మడ్బాత్ కన్నా అసహ్యంగా ఉంది కదరా అసలు నువ్వు నాకు పది లోపు దగ్గర రావాలంటే ముందు ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకొని వాటితో రెండు బకెట్లు నీళ్లు తెప్పించుకో శుభ్రంగా స్నానం చెయ్యి ఆ తర్వాత emergency water board meeting attend అవ్వండి నువ్వు శాంత రే ఏం సరిపోతారా నీళ్లు కొంచెమే బా సరిపెట్టండి సార్ వాడు అవతల అంజి సార్ వాడికి సరిపోవద్దా రే రే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను రా ఎంత స్ట్రాంగ్గా స్నానం చేయాలి ఆ నీళ్ళు నాకు సరిపోగానే కొంచెమే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత స్నానం చేయాల్సి వస్తుందో పోయి నిండా పోయి పొంగి పొర్లిపోవాలి ఒక్క నీటి పొట్టు కూడా వేస్ట్ చేయకుండా నా ఒంటి మీద ఉన్న అంతా పోగొడతానని హామీ ఇస్తున్నాను పోయి ఏదో టేపుల్లో నీళ్ళెప్పుడు చూస్తాం మళ్ళీ పోయి <laughs> అదేంటి సార్ వాడు కూర్చుని స్నానం చేస్తారా కాదు ఒంగుని నీళ్లు తీస్తే మగ్గులోంచి నీళ్లోలికి జారి కింద పడి నా ఒంటికి తగలకుండా వేస్ట్ అయిపోతాయేమోనని భయపడి వెధవా వెళ్ళ ఓ సిటాప్ రాక్షసి చుక్క నీళ్లు కూడా మిగిల్చకుండా నా బకెట్లో ఉన్న నీళ్ళన్నీ తాగేసావు కదే కక్కు నా నీళ్లు మొత్తం కక్కు నా నీళ్లు దగ్గరికి వెళ్తే నన్ను పీల్చేసేలా ఉంది దీనికి వెంటనే సొల్యూషన్ ఏదో ఒకటి ఆలోచించాలి అంజి అంజి నీ నీళ్ళు కూడా హాంఫట్ట అయ్యయ్యో కాస్తుంటే కమ్మూడ్లో పడేవాడివి ఒరే కొంచెం నన్ను పట్టుకుని పంపు కట్టచ్చుగా ఈసారికి సారీ ఏం సారీ అమ్మా ఏమిటా ఏదో అర్జెంటు మీటింగు ఆఘమేఘాల మీద రమ్మని ఫోన్ చేశారు అంత కొంపలట్టుకున్న ప్రాబ్లం ఏమొచ్చింది వరే అరవ మంచిళ్ళు తీసురా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏం చెప్తాం సార్ సీజన్ కూడా ఉంటున్నాయి ఎస్ వింటర్లో కిటికీలు పట్టవు సమ్మర్లో తెరుచుకో ఓహో వానాకాలంలో ట్యాపులే కాకుండా గోడలు మిద్దెలు కూడా కారతాయి ఎండల్లో చుక్క నీరుండదు ఇవే కాక కు సంబంధం లేకుండా వీళ్ళ ఐడియల్ ప్రాబ్లం అదేంటి శాంత నువ్వు సలహాలతో సహాయం చేస్తావని నిన్ను వాటర్ బోర్డు మెంబర్ని చేసి నిన్ను ఇక్కడ కూర్చోబెడితే పెడసరంగా మాట్లాడతావేంటి నేను మాట్లాడినా మాట్లాడకపోయినా సమ్మతించినా అసమ్మతి తెలిపినా మీరు చేసే పని ఎలాగూ చేస్తారు దీనికి టైం వేస్ట్ చేసే బదులు ఆఫీస్కి రెడీ అవడం మంచిది అవును ఏమిట్రా ఇదే పోలియో డ్రాప్సా ప్యూర్ వాటర్ డ్రాప్స్ చెప్పాను కదండి నీటి సమస్య శాంత ఆగు శాంత వాటర్ బాటిల్ మర్చిపోయావు చూడవయ్యా నాకేమో ఇంకు పిల్లలతో వాటర్ డ్రాప్సా వాళ్ళ ఆవిడకేమో ఏకంగా ఇరవై లీటర్ల వాటర్ బొబులా ఏంటి అది నేను మోసుకెళ్ళాలా అబ్బే మోసుకు రావాలి ఇది ఖాళీ శాంత వచ్చేటప్పుడు మీ ఆఫీస్ నుంచి దీన్ని ఫిల్ చేసి తీసుకొస్తామని బాగోదంటావా ఇందులో ఏమన్నా ఉందా లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇది కూడా నింపుకుని రావాలా చచ్చా నీకు చాలా ఇష్టమని పులిహోర పెరుగన్నం పెట్టాను శాంత నేను నీళ్లు లేనివాడినే గాని నీతి లేనివాడిని కాను శాంత అది సార్ మా కన్నీటి నీటి గాథ సార్ నీళ్లు లేక దినచర్యలు వారం చర్యలు అయిపోతున్నాయి సార్ నీళ్లు లేక కస్టమర్లు కసురుకుంటున్నారు సార్ నీళ్లు లేక వర్కర్స్ వీక్ అయిపోతున్నారు సార్ అంతెందుకు సార్ నీళ్లు లేక సంజీవుని పుట్టింటి నుంచి తిరిగి రావట్లేదు సార్ చూసారా సార్ నీళ్లు లేక సంసారాలు ఎలా చితికిపోతున్నాయో ఎందుకయ్యా మరి అంత బోరు నేడుస్తావు అదే సార్ నేను బోరు బోరు అని ఏడుస్తున్నాను మీరు ఒక్క బోర్వెల్ వేస్తే ఈ కన్నీళ్ళలాగి నీళ్లు వస్తాయి సార్ బోర్వెల్లా మీరు మరీ టూ మచ్గా మాట్లాడతారయ్యా నీటి సమస్య అంత తీవ్రంగా ఉందేమిటి ఉండొచ్చు అసలు ఈ నేలలో నీళ్లు పడవని మా నాన్న చెప్తుండేవాడయ్యా అలా కాదు సార్ ఒక్కసారి ట్రై చేద్దామండి ట్రైలకి ఎక్స్పెరిమెంట్లకు కట్ చేసే ఓపిక నాకు లేదు మీకు ఆ ప్రాబ్లం లేదు సార్ అడుగు కూడా తవ్వకుండా నీళ్లు పడే ప్లేస్ ని డిసైడ్ చేసే పవర్ ఉన్న పర్సన్స్ ఉన్నారు వాళ్ళు కాకపోతే జియాలజిస్టులకు చూపిస్తాం ఆ అంతా మేము భరిస్తామండి సరే ఏదో ఒకటి కానివ్వండి కానీ ఎంత ఖర్చు అవుతుందో ఎన్ని ఫీట్లు వేయాలో నాకు ఎస్టిమేషన్ పంపండి అప్పుడు ఆలోచిద్దాం ఒరే అమృతం ఆ లక్కీ డ్రాప్స్ ని లక్కీ వాటర్ చేసే నీటి శాస్త్రి వచ్చారు నీరిస్తే సారీ నమస్తే సారీ ఎందుకు నాయనా నేను నీరివ్వడానికే వచ్చా పాతాళంలో ప్రవహిస్తున్న నీటిని మీ ట్యాంకుల్లోకి బకెట్లోకి వచ్చేలా చేస్తా ఈ సైకిల్ హ్యాండిల్ ఎందుకు స్వామి ఇందులోనే ఉంది మర్మం నా బాడీలోని పవర్ నీటి ప్రదేశాన్ని గుర్తించగానే ఈ బెల్ మోగుతుంది మేషరు ఇంత తిరిగినా మీ బెల్ మోగలేదంటే ఇంకెక్కడ నీళ్లు పడవనా దీని అర్థం తొందరపడకు నాయనా ఇంకా చాలా ప్రదేశం తిరగాలి ఇక్కడే ఇదే కరెక్ట్ ప్లేస్ ఆ సంపు వాటర్ స్టోర్ చేసే ఓవర్ హెడ్ ట్యాంకు ఇంకా ఈ ప్లేస్ కు తిరుగులేదు నేను చెప్తున్నాను తవ్వించేయండి ఇక్కడ వాటర్ పుష్కలంగా ఉంటుంది వాటర్ పుష్కలంగానే కాదు నిష్కల్మషంగా కూడా ఉండాలి ఓసారి కళ్ళు తెరిచోండి వెళ్దామా అమృతం వీరు కొబ్బరి నీళ్ళకాయ స్వామి అని కొబ్బరి నీళ్ళకాయ స్వామ ఎస్ నేను స్పాట్ పెట్టానంటే మీకు నీళ్లు పడవు కొబ్బరి నీళ్లు పడతాయి ఈ కోకో నట్కేసేంట్రా ఇదో టైపు టెక్నిక్ కొత్తగా వాడుకలోకి వచ్చింది వాడవాడలా ప్రసిద్ధికెక్కిన స్వామి ఈయన నాకు కొబ్బరి బొండం ఇవ్వండి ఏ అవి కొట్టి ఇవే నీళ్ళని చూపిస్తారా అబ్బా నువ్వు ఊరుకోరా ఈయన చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని తిరుగుతారు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి నీళ్లను కొబ్బరి నీళ్ళు ఆశ చూపే పసి కట్టాలి అదే నా పరికరం నీళ్లున్న స్పాట్లో బోండంలో నీళ్లు కదులుతాయి రే సర్వ ఒక కొబ్బరి బోండం తీసుకురా ఆ తెస్తును సర్వాడు తెస్తిని ఏంట్రా ఇది కాయందుకు సార్ వాడు కోకోనట్ చట్నీ తెచ్చాను నిన్ను చట్నీ చేస్తాను నీ పై చెప్పు ఉపయోగించకుండా చెప్పింది తగలెట్టు ఎస్ ఇక్కడ ఉన్నాయి నీళ్లు అవును అందులో ఏ నీళ్లు ఉన్నాయో మాకే అర్థం కావట్లే ఇంకేముంటాయి కొబ్బరి నీళ్లు ఉంటాయి అయితే డ్రిల్లింగ్ రిగ్ పిలిపించమంటారా సార్ వాడు నోర్ము వ్యధ అయితే మా కాంపౌండ్లో అస్సలు వాటరు పడవ ఆంజనేయులు నా శక్తి కందని సిగ్నల్ అంటూ ఉండదు ఈ డ్రైలాండ్లో వాటర్ నిల్ ఇక నా బిల్ సారీ వెల్ డ్రైలాండ్లో డబ్బులు ఉండవు ఏహే రంజిగా వీళ్ళందరూ కాదు కానీ జియాలజిస్ట్ని తీసుకొస్తా అటో ఇటో తేల్చుకుందాం ఇదిగోండి సార్ జియాలజిస్ట్ రిపోర్టు ఈ ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉన్నాయన్నారు నీళ్లు అంటే నా ఇంట్లో కాకుండా పక్క వీధిలో వేస్తారా బోరింగ్ అర కిలోమీటర్ అడ్డంగా కాదు సార్ నిలువుగా ఓహో ఇది దాని ఎస్టిమేట్ ఆ? లక్షా పాతిక వేలా ఇది నిలువు దోపిడీ అంత కొలత ప్రకారమే సార్ మా ఫేస్ వాల్యూతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాక ఇంతకొచ్చింది సస్యేమరా కుదరదు ఏ ఓనర్ అయినా ఇంటి మీద అయితే పెడతాడేమో కానీ ఇంటి కింద అయితే కష్టమయ్యా సరే అప్పాజీ గారు మేమంత హార్ట్ లేని టెనెంట్స్ మేము కాం ముందు మేం పెడతాం తర్వాత రెంట్లో కట్ చేసుకుందాం అలా అన్నావు వినసొంపుగా ఉంది ఒక్క నిమిషం మీరిచ్చే రెంట్ మొత్తం కట్ చేస్తే ఎలాగయ్యా నాకు చిల్లర మల్లర ఖర్చులుంటాయి కదా అందుకని మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు కట్ చేద్దాం సెట్ చేద్దాం నా ఖర్చుకి మిగిలిన పది రూపాయలు కట్ చేద్దాం నెలకి పది రూపాయల సంవత్సరానికి నూట ఇరవై పది సంవత్సరాలకి పన్నెండు వందల వంద సంవత్సరాలకి పన్నెండు వేల అంటే లక్ష ఇరవై వేలు తీరడానికి వెయ్యి సంవత్సరాలు సార్ బోర్వేలు అరకిలోమీటరే అది తీర్చడానికి రెండు కిలోమీటర్ల పొడవు వారసుల బార్లు కావాలి అందుకేనయ్యా ఈ బోర్వెల్లు భారీ వ్యయం లేకుండా టూకీగా ట్యాంకర్ తెప్పించుకోమనేది నే చెప్పే అంతగా అయితే మీకయ్యే ఎక్స్ట్రా ఖర్చులో నెలకో పాతికో పరకో నేను నేను పెట్టుకుంటాను చెప్పేది వినిపించుకోరేంటండి బుక్ చేసిన వారం పది రోజులు కూడా ట్యాంకర్లు రావట్లేదు మీరు మరీ నమ్మలేకుండా చెప్తారయ్యా గట్టిగా రెండు నెలలు కళ్ళు మూసుకుంటే పోయేదానికి ఏ మా కష్టాలు కల్పితాల్లా కనిపిస్తున్నా మీకు ఆంజనేయులు ఆ ఏంటి ఎలాగూ లోపలికే కదా వెళ్తున్నాం పెసరట్టు ఒకటి పంపించు వేడిగా ఏమా అమృతరావు ఈ నీళ్ల టాపిక్ అదేనయ్యా బోరు టాపిక్ వదిలేసేదని చెప్పయ్యా ఈ ఎడార్లో ఏముంటాయి సార్ కబుర్లు ఈ మధ్య సినిమాలు ఏం చూసావయ్యా వర్షం చిరుజల్లు స్వాతి చినుకులు అవి వదిలే పోనీ వీసీడీలు ఏం చూసావు water world rain man hard rain black rain సర్లే ఆ ఇంగ్లీష్ సినిమాల గొడవ ఎందుకు గానీ టీవీలో మంచి సీరియల్ ఏముందయ్యా గంగా యమున సరస్వతి పెసరట్టు రక్షించావు ఏమిటయ్యా ఇది dry pesarattu acute water shortage ఏమిటి ఇద్దరమంటావా ఏముంది సార్ గట్టిగా కళ్ళు మూసుకుంటే రెండు నెలలు ఎంతలోకి అయిపోతాయి అంటే ఈ రెండు నెలలు పౌడర్ పెసరట్టే నాకు గతే అంతే నో వాటర్ నో బ్యాటర్ సరే నేను పెసరట్టు ప్రెషర్కి లొంగుతున్నాను అనుకోవద్దు వరుసగా ఫైవ్ డేస్ వచ్చి చెక్ చేస్తా నిజంగా వాటర్ ట్యాంకర్ రాకపోతే నేనే వేయిస్తా బోర్వెల్ వచ్చిందంటే మాత్రం మీ తంటాలు మీరు పడాలి నాకు సంబంధం ఉండదు okay your clock starts now నేనే స్వయంగా వాటర్ ట్యాంకర్కి ఫోన్ చేస్తున్నాను హలో యాహూ నేటితో గడువు పూర్తవుతుంది మన కరువు తీరుతుంది ట్యాంకర్ ఇంకా రెండు రోజులైనా రాదు దానికన్నా ముందు రిగ్గే వస్తుంది అవును అప్పాజీ గారు ఇవాళ ఓటమి ఒప్పుకుంటారు రేపు బోరు వేయిస్తారు ఎల్లుండి మన సంపు నిండిపోయి మానస సరోవరంలా పొంగుతుంది ఎల్లుండెందుకు సంపు ఇప్పుడే నిండిపోయింది మన సంపు నిండటం చూశాను ఎండటం చూశాను కానీ ఎండిపోయిన వాటితో నిండిపోవటం ఇదే ఫస్ట్ టైం సీయింగ్ ఆ బుర్రమందం ఒళ్ళు బద్ధకం సర్వం వెధవా ఆకులు ఎత్తి బయట వేయకుండా రోజు ఇందులో దుడిచేస్తున్నట్టున్నాడు ఒరే చీకటితోనే రిగ్గొచ్చేస్తుందిరా అదొచ్చేలోపు దీన్ని మొత్తం క్లీన్ చేసి పాతాళగంగ కోసం సిద్ధం చేయాలి బాబోయ్ ఇదేమో పాతిక బస్తాలున్నట్టుందే డోంట్ వర్రీ పాతికని పావు బస్తా చేస్తా ఎలా మిగిలిన తినేస్తావా నో అగ్గిబుల్ల గీసేస్తా కాల్ చేస్తా బ్రిలియంట్ అండ్ బ్రైట్ ఐడియా ఎందుకు ఈ చిచ్చులు హెచ్చులు మీకంత శ్రమ అనుకుంటే ఆ సర్వంగాడొచ్చాక వాడి చేత మోయించొచ్చు కదా వేస్ట్ ఫెలో వాడేగా దీన్ని జెయింట్ వేస్ట్ బాస్కెట్ చేసింది అయినా వాడు మోసినా మనం మోసినా చాలా టైం పడుతుంది ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడమేనా మొద్దుబారిన కండలతో చేసే కంటే పదునైన బ్రెయిన్స్ ఉపయోగించి చేయటంలోనే ఇంటెలిజెంట్ పీపుల్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కావాలంటే బూడిదనాడుతో ఎత్తించొచ్చులే ఏదైనా సాఫీగా సామాన్యంగా సాధారణంగా ఎందుకు సాల్వ్ చేయరో మీరు మీ సరదాను కానిచ్చుకోండి అంజీ కమాన్ అగ్గిపుల్ల గీసేసాయి డ్రైవ్ ద డెవల్ ఆఫ్ అరే నిప్పు పొగ ఫైర్ ఫైర్ ఇంజన్ ఇంజన్ ఇందాక అమృత సార్ వాడిలో ఒకటే తగలబడింది ఇప్పుడు అంజు సార్ వాడిలో కూడా అంటుకుంది రండి రండి రండి థ్యాంక్ యూ ఓకే అమృత సర్వాడు అంజు సర్వాడు సర్వాళ్ళు అంజు సర్వాడు అంజు సర్వడు క్షేమేనా అమృత సర్వడు చూడండి మీరు క్షేమేనా క్షేమమే సడన్ గా ఏంట్రా వరద మీ ఒళ్ళుకేమి సెకండ్ కోలేదుగా సర్వడు వెనక నుంచి పడ్డ తడి గురించి నేను అడుగుతుంటే మధ్యలో నీ సెగేంట్రా అదే సార్ వాడు ఇల్లు కాలుతుంది కదా నేనే వెళ్ళి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చా తీసుకొస్తే తీసుకొచ్చా ఇన్నాళ్ళకి నీ నీళ్ళం చూడగలిగాం పనిలో పని స్నానం కూడా చేసేసాం మరే మనది అదృష్టం అంటే అమృతరా ఏమిటి బురద ఎక్కడది వరద అది అంటే ట్యాంకర్ వచ్చిందనమాట ఏమా ఆంజనేయులు బల్ల గుద్ది మరీ నొక్కి వక్కాడించారు నెల రోజుల దాకా ట్యాంకర్ రాదని సార్ అది సో ట్యాంకర్ వచ్చిందన్నమాట నేను బోరు వేయించనక్కర్లేదు వస్తానయ్యా సార్ సార్ Yeah!